ఇంకెంతసేపు స్టార్ట్ చేద్దామా లేదా రిలాక్స్ రిలాక్స్ మనం అందుకనే కదా ఇక్కడ గ్యాదర్ అయ్యాము యాంగర్ మేనేజ్మెంట్ కోపాన్ని కంట్రోల్లోకి తీసుకొని రావటం ఎలా ఎస్ మీకు తెలిసినటువంటి కొన్ని ఉన్నాయి వెంకటేష్ గారు నేర్పించినవి కొన్ని ఉన్నాయి కొంతమంది మనకు చెప్పినవి కొన్ని ఉన్నాయి కానీ ఈరోజు నేను మీకు కొన్ని నేర్పిస్తాను okay first take deep breath ఏ ఆపో టేక్ అ డీప్ బ్రెత్ చూసారా అలా రిలాక్స్ అవ్వాలి okay relax up down okay ఇప్పుడు కొంచెంసేపు నవ్వుదాం ప్రబల్ <laughs> పని వేరే వాళ్ళు చూడలేదు ఓకే <laughs> వెంకటేష్ <laughs> కూడా నా ఎక్స్ప్రెషన్ నవ్వే ఓ ఓకే oh, సో ఎప్పుడు నవ్వాలో కాదు ఎప్పుడు నవ్వకూడదో కూడా తెలిసిన వాళ్ళే డైరెక్టర్స్ యాంకర్లు అవుతారు ఎనీవే <laughs> మీరందరూ ఈ రోజు యాంగర్ మేనేజ్మెంట్ కోసం నా దగ్గరకు వచ్చారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి మీకు ఎందుకు కోపం వస్తుంది అలా స్ట్రైట్ గా అడిగితే నాకు ఒక fifteen twenty fifteen twenty items ఉన్నాయి కోపం వచ్చే ఐటమ్స్ అందులో ఒక నాలుగు సినిమాగా చేశారు ఒక నాలుగు ఈ సినిమాలో ఉన్నాయి సో వాళ్ళని అడిగితే ఇంకా బెటర్ ఉంటుంది నాలుగు కాకుండా ఐదో చెప్పు ఐదో చెప్తే తట్టుకోలేరు ఆడియన్స్ పదిహేను ఉన్నాయి అన్నారు కదా అంటే ఎవరి విషయంలో కోపం వస్తుంది ఆడవాళ్ళ విషయంలో వస్తుందా మగవాళ్ళ విషయంలో జెండర్ బయస్ ఏం లేదు ఇన్ జనరల్ వస్తువుల మీద కూడా కోపం వస్తుంది వస్తువుల మీద కూడా అంటే ఫోన్ ఒక్కోసారి విసిరి కొట్టాలనిపిస్తూ ఉంటుంది ఫోన్ ఫ్లైఓవర్ ఏది పడితే అది విసిరి కొట్టాను ఎందుకంటే నేను రోజు కనీసం ఒక దాదాపు మూడు గంటలు నేను రోడ్డు మీద ఉంటా ఎస్ సో న్యాచురల్లీ కోపం అనేది ఇన్ఎవిటబుల్ ఎస్ మీరు రోడ్డు మీద ఎందుకుంటున్నారు మీరు డైరెక్టర్ కదా మీరు స్విగ్గీ డెలివరీ బాయ్ కాదుగా యా కొంచెం డైరెక్టర్ అంటే కొన్ని పనులు ఉంటాయని విషయం అయిన తర్వాతే తెలిసింది ఓ ఇలా రోడ్డు మీద తిరగాల్సినటువంటి పనులు సందర్భాలు వస్తాయి సో మీకు ట్రాఫిక్ మీద కోపం వస్తుంది ట్రాఫిక్ మీద కూడా వస్తుంది దానికేనా మీరు ఫస్ట్ స్టోరీ అలా తీశారు అనుకోవచ్చు అంటే హెల్మెట్ మీద కోపం ఉండే వాళ్ళ గురించినటువంటి స్టోరీ ఎస్ తస్మాత్ జాగ్రత్త మీరు కూడా ఈ ఇంటర్వ్యూని చూస్తున్నట్టయితే మీకు కూడా హెల్మెట్ పెట్టుకుంటే కోపం వస్తున్నట్టయితే మీరు తప్పకుండా చూడాల్సినటువంటి series Anger Tales on Hotstar okay so మీకు ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకోవాలి అనే ఐడియా ఎందుకు వచ్చిందండి అసలు చాలా మైన్యూట్ థాట్ అది చాలా ఈజీ కదా hmm. నాకు కోపం వస్తుంది నేను hmm. సినిమా తీద్దాం అనుకుంటున్నాను సినిమా దేని మీద తెస్తాను నా కోపం మీదే కదా మీ కోపం వస్తుంది మీరు సినిమా తీయాలనుకుంటున్నారు మీకు ప్రొడ్యూసర్ ఉండాలి కదా వాళ్ళకి కోపం ఉన్న వాళ్ళని వెతుక్కుంటాం కదండి ఇట్ ఈస్ జస్ట్ మనకి ఏం కావాలి వాళ్ళకి ఏం కావాలి సినిమా దేని మీద సో అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ దగ్గర అయ్యి గ్యాదర్ అయ్యి ఎస్ అందరూ కోపంగా ఆనందంగా నవ్వుతూ ఆ ఓకే కోపంగా ఆనందంగా నవ్వుతూ ఈయనకు కూడా చాలా కోపం ఉంది లేదు నేను కొన్ని సందర్భాల్లో చూశాను ఈయన స్పీచ్ల్లో ఆవేశం వస్తూ ఉంటది అది ఆవేశం కదండి ఆవేదన ఆవేదన ఆ, ఆవేదనే నేను ఈ వేదన అంటున్నా <laughs> ఆవేదన ఈ వేదన అన్ని కలిపి ఒక్కోసారి మీ స్పీచ్ల్లో నేను గమనిస్తూ ఉంటాను ఒక ఏం జరుగుతుంది అసలు మన సినిమాల్లో ఇది కదా చేయాల్సింది అదెందుకు చేస్తున్నారు మీరు అనేది కనిపిస్తూ ఉంటుంది అందుకనే మీరు ఈయన సెలెక్ట్ చేశారా ఆ సినిమా రిలేటెడ్గా గా ఉండేటువంటి కథకి కూడా ఈయన మీరు సెలెక్ట్ చేయడానికి కారణం అదేనా definitely that is one of the reasons but ఆయన ప్రెసెన్స్ యాడ్స్ అ లాట్ అంటే ఆ ప్రెసెన్స్ యాడ్ అవుతుంది అడిగింది ఆ కథకి ఆ కథకి మధ్యలో ఆయన్ని బైపాస్ రోడ్ లోకి అది అసలే ఒక క్వశ్చన్ కి తట్టుకోలేకపోతాను కానీ అందరూ యాంగర్ కొంచెం రిలాక్స్ అయ్యి గా కనిపిస్తూ ఉన్నారు కోపం మీద శత్రువు అంటారు కదా కానీ మీ మీద చాలా మంది యాక్టర్స్ కోపంగా ఉన్నారండి వాళ్ళు నాకు పంపించమని చెప్పారు రిక్వెస్ట్లు యా పేర్లు నేను చదవలేకపోతున్నాను ఎందుకంటే వాళ్ళందరూ చాలా పాపులర్ బయట చెప్పేసేస్తే బెటర్ కదా వద్దులేండి పర్వాలేదు మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అయ్యి మీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యి ఏంటంటే మీరు ఒక డైరెక్టర్గా ఉండొచ్చు కదా hmm. మీరు ఎందుకు యాక్టింగ్ చేసి మా పొట్టలు కొడుతున్నారు ఒకవేళ కనుక మీరు ఈ పాత్ర చేయకుండా ఉండుంటే నేను చేసి ఉండేవాడిని కదా అని అంటున్నారు యా <laughs> <clears throat> దానికి రీజన్ ఏంటంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్టర్ అవుదామని వచ్చాను యా నేను రాలేదు సో యాక్టర్ <laughs> uh, అవుదామని వచ్చాను hmm. కానీ uh, వచ్చిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇట్స్ uh, అ అంటే చాలా దూరంలో ఉంది అని చెప్పేసి అనిపించింది ఇట్ టేక్స్ టైం అని చెప్పేసి అనిపించింది ఎంత కాలం ట్రై చేశారు మీరు three years three years three years yeah three years అన్ని స్టూడియోస్ చెప్పండి అప్పుడు చెప్పండి ఎవరి మీద కోపం వచ్చింది ఎప్పుడు అయి ఉంటుంది ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఆడిషన్ కి వెళ్తే hmm. అంటే అప్పట్లో బాగా బాగా యంగ్ బ్లడ్ కదా కోపం వచ్చేది hmm. సో ఏదైనా ఆడిషన్కి వెళ్తే అబ్బబ్బబ్బా అద్దరు కూర్చొని అక్కడ ఆడిషన్లో ఉన్న వాళ్ళని పిలిచి మరీ ఒకసారి మళ్ళీ చేయవా అని చెప్పి చూపించి ఇలా చేయాలి ఆడిషన్ని అని చెప్పేవాళ్ళు చప్పట్లు కొట్టేవాళ్ళు అసలు వేరే లెవెల్లో మాట్లాడేవాళ్ళు కానీ పాత్ర మాత్రం వచ్చేది కాదు వెనక నుంచో పెట్టేవాళ్ళు అక్కడ ఓ మూడో వర్షం నాలుగో వర్షంలో ఇంటికెళ్ళి actually that is the difference అండి నాకు ఎప్పుడు కోపం వచ్చేది కదా నాకు ఒక ఫోన్లో సెట్లో స్పెండ్ చేసే ఒక ఆపర్చునిటీ వచ్చిందని అక్కడ కూర్చుని మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే ఆన్లైన్ కెమెరా మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఇదేంటన్నా ఇదేంటన్నా ఇది ఇందాక అలా పెట్టారు కదా ఎందుకు పెట్టి ఇట్లా తలకి తింటూ సో అలా నేర్చుకున్నారు మీరు యూనివర్సిటీకి వెళ్ళకుండా మీరు ఆన్ స్పాట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు కాబట్టి ఆ తర్వాత మెల్లిగా అటు డైరెక్టర్ అయ్యారు అనమాట అలా కోపం కోపం రాలేదు ఆపర్చునిటీ వచ్చిందన్న హ్యాపీనెస్ తప్ప ఓకే సో అలాగా ఈవెన్చువల్లీ డైరెక్షన్ సైడ్ డైరెక్టర్ దానికి ముందు చాలా సంవత్సరాలు అండి it's not care of Kancharapalem didn't happen immediately it took nine years for me to reach there so so nine years in various kinds of jobs films లో కరెక్ట్ చేయగా యా ఐ థింక్ మీరే కాదు ఈ రోజు ఈ టేబుల్ మీద అంటే టేబుల్ మీద కాదు కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఇంచుమించు ఆ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళే పని మీ స్టోరీ ఏంటి నాకు కొంచెం తెలుసు ఎందుకంటే మా అబ్బాయిను పని లీస్టాస్బర్గ్ లో ఫ్రెండ్స్ కాబట్టి మీ అబ్బాయి వయసు ఎక్కువ అనుకుంటారు అలా చెప్తే <laughs> నా వయసు ఎక్కువ అనుకుంటారు మా అబ్బాయి కాదు so ma'am as you know BTech చేశాను మ్యామ్ hmm. తర్వాత యాజ్ మాస్టర్స్ కానీ యూఎస్ వెళ్ళాను hmm. అక్కడ ఉన్న చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ప్యాషన్ అనమాట సో అక్కడ థియేటర్ చేసి స్టాండప్ కామెడీ చేస్తుండే okay this is show joke చెప్పు <laughs> ఇదే పెద్ద ప్రాబ్లం తెలుసా స్టాండ్ అప్ కామెడీ చేస్తున్నారు యా సో అక్కడ ఉన్నప్పుడు స్టాండప్ కామెడీకి ఒక షో ఉంది మ్యామ్ జిమ్మి కెమెల్ లైవ్ అని అక్కడ పర్ఫామ్ చేశాను అండ్ థియేటర్ hmm, uh, చేసి అమేజింగ్ నాకు కూడా పెద్ద తెలియదు కానీ చెప్పేద్దాం <laughs> ఇప్పుడు he's the one who is hosting Oscars I think oh this Oscars then I know I performed on his show ma'am for him wow and తర్వాత ఇండియా వచ్చాను ఏం చేయాలో తెలియదు యాక్టర్ అవ్వాలని తెలుసు అటు ఇటు తిరుగుతున్న టైంలో ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను మీరు ఇన్ ఆ మీరు అలా షూట్ చేస్తున్నారు ఇన్ ఆ చూస్తున్నాను అలా just two minutes short gap లో టైం నేను always in what is happening so short gap లో వచ్చి మీ దగ్గర మ్యామ్ ఇలా వచ్చేసాను వాంట్ బి అన్ యాక్టర్ అది అంటే without a second thought your like yeah మా ప్రొడక్షన్ లో వచ్చేసాయి అన్నారు that was so kind of you and but unfortunately later pandemic happened immediately pandemic happened. నాకు జాబ్ లేదు నీకు జాబ్ లేదు But uh, I have to say this, ma'am was actually paying us even during COVID. Please ఇది ఏదైనా ఒక వెబ్సైట్ లో కొంచెం పెద్ద తమ్నేల్ పెట్టి రాయరా ఎంత పెద్ద మంచి మనసో తెలుసా అది ఓకే మిగిలినవన్నీ రాస్తారు కదా చెత్త చెదారం ఇది కూడా <laughs> హే కట్టు నేను అయిపోయా ఇప్పుడు నీ జీవితంలో ఇప్పుడు next after that pandemic happen that's when నా ఫ్రెండ్ శ్రీధర్ అని ఉన్నాడు who the producer of this film we friends since twenty twelve అనమాట తన ఫ్రెండ్స్ వచ్చేసి సుహాస్ సందీప్ వీళ్ళందరూ we kind of met Collaborated travel together and that's when we spoke to Nithin and he audition me for this character okay అప్పటి వరకు a audition I couldn't clear అనమాట okay I don't know for what reasons. Uh, so he was the one who saw the character in me and then believed in me. Thanks to him, now uh, this is my first. Superb and Anger Tales streaming from March ninth on Hotstar పని క్యారెక్టర్ చాలా బాగా చేసావు పని doesn't look like it's a newcomer First time చేస్తున్నారు అంటే మీరు ఈ ఎక్స్పీరియన్స్ అంతా గెయిన్ చేసుకుంటూ వచ్చారు ఐ థింక్ చాలామంది మీ క్యారెక్టర్తో రిలేట్ అవుతారు ఎందుకు అంటే చాలా ఎక్కువగా మనకి కంపారిజన్స్ ఈజీగా జరుగుతుంటుంది రైట్ ఫ్రమ్ స్కూల్ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట వాడికి మార్కులు వచ్చాయి నీకు రాలేదు అని సో అలా ఫిజికల్ అపియరెన్స్ మీద ఈవెన్ ఆన్ యువర్ టాలెంట్ ఎప్పుడు జరుగుతుండేటువంటి కంపారిజన్స్తో మీ క్యారెక్టర్తో చాలామంది అలా ఫ్రస్ట్రేటెడ్ సోల్స్ ఉంటారనమాట కమింగ్ టు బిందు బిందు మాధవి అంటే అంతకుముందు ఆవకాయ బిర్యానీ అలా సినిమాలతో పరిచయం అయ్యి దెన్ మళ్ళీ మధ్యలో we did not see you for some time Bigg Boss నుంచి we got to see who the real Bindu is like ఇప్పుడు సుమా ఇస్ రియల్ అనమాట అట్లా ఇప్పుడు బిందు ఇస్ రియల్ నేను ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ ప్లే చేస్తే అది జయమ్మ పంచాయతీ అవుతుంది సో అలా బిందుని ఈ క్యారెక్టర్లో చూసాము అండ్ రియల్గా కూడా చూసాము రియల్గా చూసి చాలా ఎక్కువగా ఇష్టపడ్డాము అందుకే ఇప్పుడు బిందు ఏం చేస్తుందని అందరూ చూస్తూ ఉన్నారు you have a huge fan following also for your series and మీరు చాలా బాగా చేశారు thank you so much and తిలక్ని నిజంగా కంగ్రాచులేట్ చేయాలి ఇక్కడ ఈ విషయంలో తన స్టోరీలో ఆడవాళ్ళకు ఉండేటువంటి చిన్న ప్రాబ్లం ఉంది చూసారా దాన్ని మీరు ఐడెంటిఫై uh, చేయడం అనేది అది చాలా చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లంగా ఎవరికి అనిపించదు కానీ మా లైఫ్ లో చాలా పెద్ద ప్రాబ్లం అది ట్రూ ఇన్ఫ్యాక్ట్ uh, నిన్ననే అమ్మ నేను కలిసి చూసాం show and I was waiting for her reaction అమ్మ చూసి uh, నా నన్ను ఏమన్నా చూసి నా స్టోరీ తీసారా అతను <laughs> చాలా మంది ఫస్ట్ థింగ్ లైక్ చూసేటప్పుడే నా నన్ను చూసి ఈ అబ్బాయి స్టోరీ తీసారా అంటూ ఉండింది and I was like really surprise that and every homemaker అండి I think like every homemaker the very submissive like in their own ways చాలా వాటిని చాలా బాగా చూపించారు వెరీ స్మాల్ స్మాల్ థింగ్స్ నిద్ర అనే ఒక స్మాల్ థింగ్ మామూలుగా నాకు నిద్రపోవటానికి టైం లేదు అంటే maybe people will won't take it seriously correct but how much that affects that one person ఆ ఒక్క టైమే తనకు మిగతా టైం అంతా మిగతా టైం అంతా వేరే వాళ్ళకి ఇంట్లో వాళ్ళకో బయట వాళ్ళకో షీ స్పెండింగ్ టైం ఆ ఒక్క half an hour fifteen minutes తను తనకు తీసుకుంటుంది ఆ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పీపుల్ ఓంట్ టేక్ ఇట్ అంటే తనకు ప్రాబ్లం ఉందంటే they won't take it seriously అది he showed it in a beautiful light yes and అవతల వాళ్ళు అర్థం చేసుకోకపోవటము ఎస్పెషలీ అపార్ట్మెంట్స్లో ఉండేటప్పుడు ఇంకా ఈ డిస్టర్బెన్సెస్ అనే దాన్ని బాగా చేశారు అండ్ ఐ థింక్ బిందు మీకు కూడా చాలా కాలం తర్వాత ఆ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండేటువంటి ఒక క్యారెక్టర్ కదా ఇన్ఫాక్ట్ uh, నాకు when he narrated the script on phone చెప్పారు I was really excited really excited అంటే after so long I had a meaty role to perform అనిపించింది సో డైరెక్ట్గా ఫోన్లోనే I was told him like Nithin I haven't met him to అప్పటికి I was like I'm doing this Nithin let's go for it అని చెప్పేసాను so and the way he narrated to చాలా బ్యూటిఫుల్గా వాయిస్ కొంచెం తక్కువ కనిపించిన పదాలు చాలా బాగా ఉపయోగిస్తారు చాలా బాగా వెన్ హీ నెరేట్స్ లైక్ పదాలు చాలా బాగా ఉపయోగిస్తారు అక్కడే అబజ్ లైక్ పదాలు వాడి పడేసాడు he is like 45 year old in 27 year old body literally literally damage చేస్తున్నారు ఆ విషయం మీకు అర్థం కావట్లేదు I am 27 year old in 45 year ఎవరైనా అదవ్వాలనుకుంటారు అండ్ అలాగే కమింగ్ టు మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మనం అందరం మన ఫ్రాటర్నిటీకి సంబంధించిన మన ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కథ అంటే అది అవతల కథ కూడా అండి మన మీద డిపెండెంట్ అయి ఉన్న వాళ్ళ కథ యా యా సో ఆయన ఒక ఫిల్మ్ మేకర్ చేస్తే బాగుంటుందని నా అనుకోవటం కానీ యాక్చువల్లీ నేను ఫిల్మ్ మేకర్తో పాటుగా ఆ పాత్ర చేసిన కూడా ఒక పాయింట్లో hmm. ఒక పాయింట్ ఆఫ్ మై లైఫ్ నేను గాంధీనగర్ విజయవాడ థియేటర్ల మధ్యలో పుట్టి పెరిగాయి సో గాంధీనగర్ విజయవాడ గాంధీనగర్లో ఇరవై థియేటర్ ఏరియా ఉంటుంది ఆ థియేటర్ మధ్యలో పుట్టి పెరిగాయి నేను లిటర్ నేను కళ్ళు తెరిస్తే అది సో ఒక పాయింట్లో ఆ లైఫ్ అందరిని అందరిని దగ్గరగా చూశాను ఆయన వచ్చి కథ చెప్పినప్పుడు నాకు ఐ వాజ్ లైక్ అంటే ఇప్పుడు యాక్టింగ్లోకి దిగటం కరెక్టేనా అప్పటికి కపుల్ ఆఫ్ థింగ్స్ చేస్తున్నప్పటికీ దీంతో నేను పూర్తిగా యాక్టింగ్లోకి దిగినట్టు అవుతుంది అని నాకు తెలుసు so and it will become very important character for me and very important film for the audience అని చెప్పేసి నాకు ఆయన కథ చెప్పినప్పుడే తెలుసు కానీ ఒక చిన్న ఒక రెండు నిమిషాలు దీనివల్ల ఏమన్నా రిప్రికాషన్స్ ఉంటాయా అని చెప్పేసి ఆలోచించాను ఇండస్ట్రీ ఉంటాయని ఆలోచించా అంటే ఇలా ఆలోచించడం వల్లే కదా మేబీ కొన్ని కథలు కొన్ని నిజాలు బయటి చెప్పకుండా బయటికి రాకుండా ఉండిపోతాయి అని చెప్పి ఓ రెండు నిమిషాలేనండి రెండు నిమిషాల తర్వాత నాకు కథ నచ్చింది ఇంకా ఏదొచ్చినా కూడా తర్వాత ఇంకా చూసుకుందాం కథ అయితే చేయాలి ఈ కథ చెప్పాలి అని చెప్పేసి ఇమీడియట్ చెప్పా కానీ అడగలేదు ఎందుకు నేను నన్ను ఎందుకు అనుకున్నానని అడగలేదు ఎందుకంటే నన్ను నేను చూసుకున్నా ఆల్రెడీ అక్కడ ఆ పాత్రలో అందుకని నేను మళ్ళీ అడిగితే ఇప్పుడు ఆ క్వశ్చన్ ఆయనకి పెట్టి కరెక్ట్ ఎందుకు మనకి వేరే అనేసుకుంటాడేమో అని చెప్పేసి నేను అడగలేదు సో సినిమా రిలీజ్లు అయ్యేటప్పుడు వచ్చేటువంటి ఫ్యాన్స్ ప్రీ రిలీజ్లకు వచ్చేటువంటి ఫ్యాన్స్ సక్సెస్ మీట్కి వచ్చేటువంటి ఫ్యాన్స్ ఇలా చాలా కి ఫ్యాన్స్కి రిలేటెడ్గా ఉంటుంది ఈ స్టోరీ ఏదైతే ఉందో so if you are a fan I'm sure అందరం లైఫ్లో ఎవరో ఒకళ్ళకి ఫ్యాన్ అవుతూ ఉంటాము కొంతమంది నేను నేను ఎవ్వరికి కాను అంటున్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి మీరు కావాలని చెప్తున్నారు <laughs> సో అలాగా ఉండేవాళ్ళు డెఫినెట్లీ ఈ యాంగర్ టేల్స్లోని స్టోరీకి రిలేట్ అవుతారు వెంకటేష్ మహా గారు అండ్ సుహాస్ చేసింది చాలా బ్యూటిఫుల్గా చూపించారు అందులో కూడా మీరు కనిపించలేదు మీ క్యారెక్టర్ కనిపించింది <laughs> అదేదో నిజంగానే మీతో పాటు మేము కూడా వీధుల్లో తిరుగుతున్నట్టే ఉంది అక్కడికి వెళ్తున్నారు పదకొండు అయింది ఇంకా రాలేదు పన్నెండు అయింది ఎంతసేపు ఏంటంటే ఓన్లీ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇప్పటి వరకు ఆలోచించాం ఇంకొక పర్స్పెక్టివ్ చూపించారు మీరు ఇన్ఫాక్ట్ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ చూపించారు that credit definitely goes to only Nithin అండి ఎందుకంటే నేను ఒక పాయింట్ లో కొన్ని ప్లేసెస్ లో hmm. కొన్ని సీన్స్ లో కొంచెం యాంప్ అప్ చేసే అవకాశం ఉన్న సన్నివేశాలు ఉన్నాయి hmm. ఒక ఫ్యాన్గా యాంపప్ చేసే సన్నివేశం ఎందుకంటే నేను చూసినవి అట్లాంటి యాంపప్ అయి ఉన్న అగ్రెసివ్ ఇంటెన్స్ సిచ్యువేషన్స్ చూసాను నేను hmm. సో నేను ఎప్పుడైనా వెళ్ళి నితిన్తో ఇక్కడ మనం కొంచెం యాంపప్ చేసి చేయొచ్చా hmm. అని అడిగితే కరాగండిగా నో నేను అనుకుంటున్న రంగా అది కాదు నేను అనుకుంటున్న రంగా ఊరికే గొడవలు పడి యూనో ఏమంటారు వైలెంట్ గా అవతలోని సెన్స్లెస్ గా అగ్రెసివ్ పర్సన్ కాదు is aggressive but his focus is very clear అతని హీరోనే అతనికి whatever situation is whatever the situation is he wants to protect his hero's image and he's he's stars ఇది అందులో సుహా సుహాస్ అంత అగ్రెసివ్ గా అక్కడ బిహేవ్ చేస్తున్నా సరే హీఈస్ చెప్తున్నారు వర్బలీ కానీ is not reacting to that Suhas కూడా చాలా బాగా చేశారు యాక్చువల్లీ ఒక చోట ఐ టు టెల్ ఒక చోట ఇలా బల్లగొట్టి నా ah. మీద ఒక షాట్ మనోడు బల్లగొట్టి అనేసరికి ఆ సౌండ్కి నేను నిజంగా అది మరి పడిందో లేదో తెలియదు నాకు నిజంగా ఉలిక్కిపడి ఓకే అంటే ఉలిక్కిపడి మళ్ళీ నవ్వేస్తే ఎక్కడ ఆ రియాక్షన్ పోతుందేమో ఎడిట్లో పడదేమో అని చెప్పేసి చాలా అదే క్యారెక్టర్ కంటిన్యూ చేశాను అనమాట యాక్టింగ్ అది నిజంగా చాలా బాగా వచ్చిందండి మనోడు ఇరగదీసాడు అసలు సో మెడోనా సెబాస్టియన్ అండ్ తరుణ్ భాస్కర్ గారు చేరిన చేసిన ఇంకొక స్టోరీ ఉంది యాంగర్ టేల్స్ మార్చ్ నైన్త్ నుంచి హాట్స్టార్లో it's streaming so please watch it ఇది కూడా మళ్ళీ మీరు నాకు ఒక విషయం చాలా నచ్చింది తిలక్ మీరు చాలా మహిళా పక్షపాతి <laughs> మరి మంచి మంచి ఉమెన్ ఏదైతే ఫేస్ చేస్తారో ఇష్యూస్ని మీరు తీసుకొని వచ్చారు అందులో అమ్మాయికి ఉండేటువంటి సమస్య నాన్ వెజ్ అయినా చాలామంది అమ్మాయిలు డిఫరెంట్ కాస్ట్లోకి మ్యారేజ్ చేసుకొని లవ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు ఆ తర్వాత ఆ ఫ్యామిలీస్లోకి వెళ్ళి ఉండేటప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్స్ మ్యాచ్ అవ్వవు టూ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ అన్నిటినీ మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా సార్లు కాంప్రమైజ్ అవుతారు అనమాట డెఫినెట్లీ సో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే చాలా దాదాపుగా ఇప్పుడు అంటే మేబీ ఇంతకుముందు ఇన్ని జరిగినాయి లేదు తెలీదు అంతగా ఈ దీంట్లో నాకు నచ్చింది నితిన్ చేసిన పని ఒకటి ఏంటంటే ఇద్దరు ఒక ఇద్దరు మగవాళ్ళ కథ చెప్తే ఇంకో ఇద్దరు ఆడవాళ్ళ కథ చెప్తే so maybe this is beginning for that equal equal space for all kinds of definitely అది ఇట్ ఈస్ అ వెరీ అనుకోకుండా జరిగిన పని నేను పొరపాటును కూడా ఖచ్చితంగా ఒక అమ్మాయి కథ మాట్లాడేది మాత్రం మాట్లాడను No, in fact, there was there another was another story, story. That was a woman's story too, which he didn't. <laughs> ah, I oh. could not make this. ఆ కథ నేను actually I don't know if I can make it in the coming few years also ఎందుకని ఇది ఇంపార్టెంట్ అంటున్నా అంటే సో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఎంబ్రేజ్ ఈక్విటీ అని ఒక hmm. చిన్న కాన్వర్జేషన్ జరిగింది ఈ మధ్యకాలంలో మనకి వెబ్ సిరీస్ చాలా వస్తున్నాయి తెలుగులో కానీ ఎక్కడో మన నేటివిటీని వదిలేసి చేస్తున్నారు మీరు నేటివిటీ పోకుండా చేశారు that is the best thing always మన నేటివిటీ ఉంటేనే నా వెబ్ సిరీస్ నేను చూస్తా లేకపోతే నేను ఇంగ్లీష్ చూస్తా కదా నాకెందుకు అందుకే Anger Tales is coming in seven languages ma'am wow superb so and trailer release అయినప్పుడు లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అదే చెప్పారు సో hmm. నేటివిటీ ఉంది like nowadays web series అనేసరికి the space they think you can go wild you can go expe you know they think they think like web series అనేసరికి like you can go a bit you can take uh, lineage on the other side. Correct. They won't focus web series and SRK nativity ni ekkumandi focus chay. when uh, this trailer got released, lot of my friends, first thing they said is, Baleondi, this is the space like you have to get in. This is the space. Lot of people have to get in, And they were happy to see that uh, nativity in this trailer we just hit 1 million views. Wow. Uh, <laughs> that's really great, a great. big thing for us because every every view in that is very organic. It is not oh, really. Oh. Uh, yeah. I'm yeah. we're really happy about it. And also, uh, uh, I really want to talk about two people. Please. One Madonna. Next name. <laughs> Next Rabindra Vijay. Okay. Yeah. Rabindra Vijay, an actor. Hmm. Yeah. He's one of the most intelligent actors that we mm. Come across in in normal అదే తన కాంట్రిబ్యూషన్ ఇస్ ఫెంటాస్టిక్ అంటే ఐ మీరు చూసారు కాబట్టి I can tell you also there is a scene where తను పడుకొని ఉంటాడు తిను కాళ్ళు uh, నొక్కుతూ ఉంటుంది తనది నేను చెప్పింది ఏంటంటే వాళ్ళు there is a dialogue to them వాళ్ళు అక్కడ మాట్లాడుకోవాలి కెమెరా hmm. ఉంటుంది రోల్ అవుతుంది hmm. యాక్షన్ అన్న తర్వాత ఆయన చేసిన ఫస్ట్ థింగ్ ఒక సెకండ్ అయిన తర్వాత అక్కడెక్కడే అంటాడు కాళ్ళు నొక్కుతుంటే అక్కడెక్కడే అంటాడు ఏం స్టన్ మా డాడీ అంటారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ గా అంటే I didn't even you know I was not even expecting that అసలు అలాంటి కాంట్రిబ్యూషన్స్ మొయిన్ అని ఇంకొక యాక్టర్ కూడా ఉంటారు దాంట్లో రంగాలో పక్కన ఒక సత్యం క్యారెక్టర్ అనమాట సో మీరు చాయ్ బిస్కెట్ తో స్టార్ట్ చేశారు కదండి మీరు చేసిన అక్కడ కళాకారుడు కళాకారుడు అని ఒక షార్ట్ చేశాను సుహాస్ ఇదిగా ఆ తర్వాత దానికి ఏదో సైమ అవార్డు ఇచ్చారు ఓకే <laughs> <laughs> అది అయిన తర్వాత I made another short which I was also not really happy with after that నేను బయటకు వచ్చేసా దెన్ కలర్ ఫోటో సందీప్ చేస్తున్నాడు అంటే న్యాచురలీ సందీప్ చేస్తున్నాడు కాబట్టి I also happen to be a part of it I was in the writing team దాని తర్వాత అసోసియేట్ డైరెక్టర్ గా కూడా సినిమాకి చేశాను hmm. దాని తర్వాత ఇదే సో ఫైనలీ ప్యాషన్ ఎక్కడైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడంలోనే సగం సక్సెస్ ఉందన్నమాట and rest is all hard work hard work and hard work and I think ఇక్కడ ఈ టేబుల్ మీద కూర్చున్నటువంటి ఇంక్లూడింగ్ మీ మనందరం చాలా కష్టపడి ఈ స్టేజ్ వరకు రీచ్ అయ్యాము అండ్ మీ యాంగటైల్స్ ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది నేను అందరినీ చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను బికాజ్ ఆల్ ది ఎఫర్ట్ వీళ్ళందరూ పెట్టినటువంటి ఎఫర్ట్ వీళ్ళకి వాల్యూ ఎప్పుడు వస్తుందంటే డబ్బులు వచ్చినప్పుడు కాదు చూసి అందరూ బాగా చేశారు అంటే అది అదొక సాటిస్ఫాక్షన్ అనమాట చూస్తే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి ఎలాగో వస్తుంది money will follow so anything else మీరు you all wanted to add I just want add like so happy to be in your presence Suma thank thank you so much same here same here really really happy yeah to have a legend doing this for us ఏదో పెద్ద లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ వచ్చేసింది త్వరలో మా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా మీ చేతుల మీదగా జరిగి పెద్ద హిట్ హిట్లు అవ్వాలి సినిమాని ఇంకా ఫ్యూచర్ లో నేను దానికి యాంకరింగ్ చేయకుండా జస్ట్ రిబ్బన్ కటింగ్ వచ్చేస్తానేమో ప్రీ <laughs> రిలీజా మీ pre release okay ribbon cut cut ribbon yeah and talking about anger I think మీకు ఎన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉన్నా అన్ని కంట్రోల్ చేసుకొని ఇక్కడ వరకు మీరు తీసుకొచ్చారు కాబట్టి ఇది ఇవాళ మార్చ్ నైన్త్న వస్తుంది వాట్ యూ సేఫ్ అని on that closing note ma'am ఒకటి చెప్పాలి చెప్పండి you been always there supporting తీసేయండి <laughs> మాకనే కాదు మా హోల్ టీమ్ కి you always been there thanks for that మా ధైర్యం ఆల్వేస్ యు ఆర్ దేర్ అని <laughs> <laughs> I will be there thanks ma'am thanks for that అంతే యా సో డెఫినెట్లీ వాచ్ చేయండి నెటివిటీతో uh, వచ్చినటువంటి మంచి వెబ్ సిరీస్ అండ్ కోపం ఎలా ఎలా వస్తుంది అది ఒకవేళ గనక దాన్ని ఆ టైంలో ఎవరికైతే కోపం వస్తుందో అవతల వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే ఆ తర్వాత ఎటు వెళ్తుంది అనేది కూడా చూపించారు మేబీ uh, మీరు కూడా ఆలోచించవచ్చు మీకు కూడా ఏ విషయంలో కోపం వస్తుందో ఒకసారి చిన్న చిన్న విషయాలు అయి ఉండొచ్చు కానీ one good thing with anger tales is కోపం ఎట్లా చీల్చి చెండాడేయాలి కోపం వస్తే అని చూపించదు hmm. కోపం వస్తే ఎట్లా how to react how to react or how to channelise your anger channelise your anger అనేది చూపిస్తుంది correct that is one clear thing I appreciate you for that Nithin ఎందుకంటే it's a very right representation of a problem or problem అంటే emotion right representation I really appreciate you for that and సినిమాలు మన సొసైటీ నుంచే వస్తాయి ఏదైతే జరుగుతుందో దాని నుంచే వస్తుంది అలాగే సినిమాల నుంచి కూడా చాలా జనాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి అది నేను గట్టిగా నమ్ముతాను so whatever we say whatever I speak also makes an impact అనేది నేను చాలా ఎక్కువగా నమ్ముతాను కాబట్టి చాలా వర్డ్స్ లోపలే నేను ఎడిట్ చేసి మాట్లాడుతూ ఉంటాను because I might be influencing somebody when I'm telling a word yeah so అలా మీరు కూడా ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకొని వచ్చారు and congratulations to you finally వెళ్లే ముందు ఒక్కొక్కళ్ళు మీ కోపాన్ని మీరు ఎలా ఛానలైజ్ చేస్తారో చెప్పి మనం ఏం చేద్దాం రియలీ నిజంగా నిజంగా నేను అక్కడి నుంచి వెళ్ళిపోతా ఎక్కడైతే నాకు ఇష్యూ ఉందో ఫస్ట్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతా బెస్ట్ ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఎస్పెషల్ నాకు యూజువల్లీ అంత కోపం లేదు మా మమ్మీ మీద మా డాడీ మీద అప్పుడప్పుడు వస్తుంటుంది వాళ్ళ వస్తుంటుంది నేను బయటికి వెళ్ళిపోయి ఒక మెసేజ్ పెడతా నాకు ఎందుకు కోపం వచ్చింది ఎందుకంటే వాట్ ఐ బిలీవ్ ఇస్ ఎదుటివాడికి మనం చెప్తే విండు ఎస్పెషల్లీ మనకు కావాల్సిన వాళ్ళు ఆవేశంలో ఉన్నప్పుడు వినరు మనం రాసింది వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళ మాట వాళ్ళు వింటారు okay that is what I do మరి మీరు వాళ్ళ మాట ఎప్పుడు వింటారు అడ్రస్ బిందు <laughs> అమ్మ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా తిలకి ఇంటర్వ్యూ చూసి థ్యాంక్స్ ఎప్పుడు బయటకు వెళ్ళి ఒక మెసేజ్ కొడతాడు మరి మేము ఎప్పుడు చెప్పాలి మీరు చెప్పండి మీ I think I won't agree with him మామూలుగా hmm. కోపాన్ని చంపేయాలి కోపం తెచ్చుకోకూడదు అని మామూలుగా అంటారు but I feel it's wrong కోపం ఆ టైంలో కోపం ఇస్ అన్ ఎమోషన్ ఆ టైంలో రాకపోయినా కూడా తప్పే correct it has to be said I mean if there something జరుగుతున్నప్పుడు ఆ కోపం దాచేసుకొని వాక్అవుట్ చేయటం ఇస్ కంప్లీట్లీ రాంగ్ మీరు చేయలేదు బిగ్ బాస్ లో చెప్పారు సో <laughs> నేను అక్కడికక్కడే అన్ని కోపం వచ్చినా ఏదొచ్చినా అక్కడికక్కడే I give it back correct correct and it's not being aggressive but being assertive yeah you need to so మామూలుగా అందరూ కోపం తెచ్చుకోకూడదు కోపం చంపుకోండి అంటారు ఐ వుడ్ సే కోపం రైట్ రీజన్స్ కి రావాలి అండ్ వచ్చినప్పుడు ఎక్కువగా లోపల పెట్టిన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి యా అండ్ ఫనీ నేను కొంచెం వియర్డ్ మేము అద్దం ముందుకెళ్ళి నవ్వుకుంటాను వెరీ నైస్ యా యా ఒక టెక్నిక్ అది as an actor might be he learn mirror work దాన్ని ఇలా యూస్ చేసుకుంటున్నాడు కదా నేను చెప్తా మీరు సో oh. <laughs> నాకంటూ uh, uh, నేను ముందు కొంచెం అది దాచిపెట్టుకుని uh, అంటే ఇమీడియట్ గా చూపించారు అది దానికి ముందు దానికి ముందే సో అది అది ఎంతో ప్రమాదానికి దారితీస్తుందని చెప్పేసి అర్థమైంది నాకు లే అంటే వయసు వచ్చే కొద్దీ జ్ఞానం వస్తుంది కదా అది ఏమవుద్దంటే దాచిపెట్టుకుని దాచిపెట్టుకుని ఒకరోజు అది ఇక మనం ఎక్స్ప్రెస్ చేయకపోతే మనం చచ్చిపోతాం అనుకునే రోజున చాలా దారుణంగా బయటకు వస్తుంది అది అండ్ అది జరిగినప్పుడు ఇది నేను కాదు కదా ఈ మనిషిని నేను కాదు కదా నేను ఎందుకు ఇలా ప్రవర్తించానని చాలా బాధేస్తుంది సో అది లేటర్ ఆన్ నిజానంగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టా సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఆ ప్యాసివ్ అగ్రెసివ్గా ఉండటం మానేసా ప్యాసివ్ అగ్రెషన్ అనేది అసలు it's the most dangerous form of any emotion passive aggression అనేది సో అందుకని దాన్ని ఆపి నేనేం చేస్తున్నా అంటే ఎప్పుడైనా నాకు ఏదైనా ఒక విషయంలో కోపం అనేది అంటే బేసిక్లీ మనం హర్ట్ అవుతే వచ్చే మనం ఎమోట్ చేసేదే కోపం అంటారు కదా నేను ఏ అయినా హర్ట్ అయినా లేదంటే నాకు అభ్యంతరంగా ఇబ్బందికరంగా అనిపిస్తే ఎవరి బయలు ఎక్కడి నుంచి అయితే ఆ సోర్స్ ఉందో సో వాళ్ళకి ఫోన్ చేసో లేదంటే మాట్లాడి కలిసో ఇదిగో ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది అని చెప్తాను సో ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది ఇది I respect your whatever decision or like whatever things that you did but నన్ను ఇబ్బంది పెట్టకూడదు your decisions or your opinions so కాబట్టి అది చెప్పి చెప్పిన తర్వాత యాక్చువల్ చెప్పాలంటే చాలా ప్రాబ్లమ్స్ రాలేదు అంటే hmm, సమాప్తం అయిపోయినాయి అక్కడ కంప్లీట్ చేసేస్తున్నారు కదా yeah what you I do is ఇప్పుడు ఎవరు కోపం వస్తుందా అయ్యో ఎందుకు రాదు వస్తుంది short temper I am not short tempered అలా అయితే ఈ పాటికి అంత మంది పార్టిసిపెంట్స్ అయిపోవాలి <laughs> <laughs> అస్సలు కాదు కానీ బయట సిచ్యువేషన్స్ లో మనుషులతోనే మనకు వస్తుంది కాబట్టి ఏ ఏదైతే సమస్య వచ్చిందో దానికి సొల్యూషన్ అక్కడే మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చేసుకుంటా oh, అంటే mainly I don't put the blame on anybody I take it on me అంటే ఎందుకు జరిగింది నేనేదోటి చేయకపోవడం వల్ల కూడా జరిగింది కదా అని చూసుకుంటాను అనమాట అక్కడ so that is it so మీరు చెప్పినట్టుగా వయస్సు పెరిగే కొద్దీ చాలా మంది ముడతలు వస్తాయి అనుకున్నారు కానీ జ్ఞానం మీరు అసలు ముడతలు అనేది ఇది <laughs> నైజ్ అబ్బా ఇంకా కోపం వచ్చే ఛాన్స్ అసలు యా అండ్ ఎక్కువ కోపం వస్తే ఎక్కువ ముడతలు వస్తాయంట జాగ్రత్త నేను I tell you something Suma garu మనం అని ఒక ఫిల్మ్కి ప్రమో పోస్ట్ రిలీజ్ ఈవెంట్స్లో అన్నింటిలో నేను ఉన్నా hmm. మీకు గుర్తుందో లేదో మనం ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ చేసినప్పుడు మీరు యాంకర్ నేను hmm. కో డైరెక్టర్ దానికి oh, చెప్తుండేవాడిని పక్క ఇది నెక్స్ట్ ఇదండి ఇది నెక్స్ట్ ఇదండి అని oh. చెప్తున్నాను ఆ రోజు ఎలా ఉన్నారో hmm. అందుకని యంగ్ అయ్యారు కానీ అసలు ఈ ఒక్క మాటతో నేను నా కాఫీ కప్ తీసుకొని వెళ్ళిపోతున్నాను <laughs> yeah. So thank you so I, much. I mean it. I mean I know, it. I, I, always get one. I know it. I, know I have so many mirrors at home. Yeah. yeah, you're. Yeah, yeah, yeah I know. It's a miracle, as miracle Ante, yeah, that's all. So so thank you so much అండి for making such wonderful web series ఇలాంటివే చేస్తూ ఉండండి మన నేటివిటీకి కనెక్ట్ అవుతూ అండ్ ఇంకా మూవీస్ కూడా చేయండి and funny wish you all the best for your very very bright future మీరు యాక్టర్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలి మీరు whatever director actor cinema చేద్దాం సినిమా చేద్దాం and Bindu hearty hearty congratulations to you to more power to you more characters to you so thank you so much and watch anger tales హాట్స్టార్లో మార్చ్ నైన్త్ నుంచి స్ట్రీమ్ అవుతుంది మా ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుందో తెలియదు మీరు ఎప్పుడు చూస్తున్నారో మాకు తెలియదు పగలో రాత్రో తెలియదు ఎక్కడ చూస్తున్నారో కూడా తెలియదు కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే హాట్స్టార్కి వెళ్ళండి యాంగర్ టేల్స్ చూడండి okay thank you so much thank you